సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి welcome to academy of startups good morning sir good morning madam నమస్తే నమస్తే సార్ సార్ విలేజ్లో ఉండే పీపుల్ కోసం మీరు ఒక మంచి ట్రెండింగ్ బిజినెస్ ఐడియా ఇవ్వండి విలేజ్లో ఉండే పీపుల్ కోసం ట్రెండింగ్గా డిమాండింగ్గా ఉండే బిజినెస్ ఐడియా అయితే కనుక ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యింది ఈ కాన్సెప్ట్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయ్యారు we simply call it terracotta technology ఇంతకుముందు టెరాకోటతో జ్యువెలరీ ఎలా తయారు చేయాలి అన్నది ఒక చోట మనం బిజినెస్ ఐడియా కింద మాట్లాడుకుందాం అదే టెరాకోటతోటి రీసెంట్గా ఆంధ్రాలోని ఒక విలేజ్లోని ఒక వృద్ధాశ్రమం ఉంది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో పీపుల్ అందరూ కలిసి ఏం చేశారంటే ఈ మట్టితోటి different different kitchen items kitchen products తయారు చేయడం మొదలుపెట్టారు అంటే మట్టితో water bottles pans cooking items cookers plates glasses ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసి వాటిని మార్కెట్లో ఒక బ్రాండ్ నేమ్ డిజైన్ చేసి అమ్ముకోవడం మొదలుపెట్టారు దానికి డిమాండ్ చాలా బాగుంది కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మట్టితో యూస్ చేసిన ఐటమ్స్ చాలా బాగుంటాయి అవి హెల్త్కి కూడా మంచిది అన్న కాన్సెప్ట్ జనాలందరికీ తెలిసింది అయితే తయారు చేసేవాడు అమ్మేవాడు కావాలి నాకు వచ్చిన ప్రతి ఆలోచనని నేను తయారు చేయలేను బట్ మీరు తయారు చేసి ఇచ్చారనుకోండి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను that is what we call market demand అంటే మీరు ఒక వస్తువుని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేస్తే కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎంత ఎక్కువ మందికి అమ్ముతారు అన్నది మీ బిజినెస్ మోడల్ ఈ రకంగా ఈ టెరాకోటాని ఉపయోగించి అంటే ఒక పర్టికులర్ టెక్నాలజీ అనమాట అంటే మట్టిని మనం ఏ ఏ ప్లేస్ నుంచి ప్రాపర్గా మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి దాన్ని ఏ డిజైన్లోకి మనం మార్చుకోవాలి డిజైన్ చేసిన తర్వాత దాన్ని సాలిడ్ ఫామ్లోకి ఎలా తెచ్చుకోవాలి ఎంత టెంపరేచర్లో దాన్ని బర్న్ చేయాలి ఇటువంటివన్నీ విషయాలు ఇందులో తెలియాలి వన్స్ మనకి ఆ పర్టికులర్ ప్రాసెస్ కనుక తయారు చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చండి టెరాకోటాతోటి కిచెన్ ఐటమ్స్ కానీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కంపెనీలు టైల్స్ కూడా తయారు చేస్తున్నాయి పార్కింగ్ టైల్స్ ఇంట్లో యూజ్ చేసే టైల్స్ కొంతమంది సీలింగ్ టైల్స్ ఉపయోగిస్తున్నారు అంటే చూడండి సమ్మర్ వచ్చేటప్పుడు ఎండ పడకుండా చాలామంది ఈ కూల్ సిమెంట్ పెయింట్ వేసుకుంటారు ఎండ దిక్కకుండా ఉండడానికి అటువంటి చోట ఈరోజు ఈ టెరాకోటా టైల్స్ ఉపయోగిస్తున్నారు దానివల్ల ఏంటంటే ఆ మట్టి ద్వారా వేడి టెరాస్ మీదకి దిక్కకుండా సెల్లార్ వేడెక్కకుండా ప్రాపర్గా ఉంటుంది సో అటువంటి చోట కూడా ఇటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ టెరాకోటను ఇంకా పర్టికులర్గా మాట్లాడాలి అంటే కనుక జ్యువెలరీ ఐటమ్స్లో ఉపయోగిస్తున్నారు వీటి ద్వారా కొత్త కొత్త బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ తయారు చేసి వాటికి రంగులేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు అంటే చూడండి ఒక్క టెరాకోటాను ఉపయోగించి మనం ఎన్ని రకాల బై ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు రేపు వాల్ టైల్స్ సీలింగ్ టైల్స్ ఇటువంటివి కూడా వచ్చేస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు అయితే తయారు చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే మార్కెట్లో దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అయితే బిజినెస్ చేసేటప్పుడు చాలామంది భయపడే విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ వెళ్తుందా వెళ్దా దీన్ని మార్కెట్లో కొంటారా కొనరా నేను అమ్మగలనా లేదా నేను చాలాసార్లు చెప్తున్నాను మీ దగ్గర కోహినూర్ డైమండ్ ఉన్నా సరే ఎవరు మీ దగ్గరికి రారు దాన్ని ప్రమోట్ చేసి అమ్ముకోవడం ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే ఒక బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుంది మీ దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఉన్నా దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి వాళ్ళ టెక్నాలజీల్లో ఐడియాల్లో ఏమాత్రం గొప్పతనం లేదు మీరు ఎంత బాగా కష్టపడి ఆ ప్రోడక్ట్ని నలుగురికి ప్రమోట్ చేశారు దాని ద్వారా ఎంత ఎక్కువ సేల్స్ చేయగలుగుతున్నారు నెంబర్ ఆఫ్ సేల్స్ ఎలా పెరిగాయి అన్న దాని మీద మీ బిజినెస్ మోడల్ డిపెండ్ అయి ఉంటుంది అందుచేత ఈ బిజినెస్ మొదలు పెడితే నేను చేయలేనేమో ఈ బిజినెస్ మొదలు పెడితే సక్సెస్ అవ్వదేమో అని ఎవరైనా నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు ఏ బిజినెస్ చేయలేరు బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్లో ఒక్క నెగిటివ్ థాట్ కూడా ఉండకూడదు ఇది నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అని మీరు అనుకుంటే ఏ పని మీ వల్ల జరగదు నేను చేస్తాను ఎలా చేస్తే ఇంకా సేల్స్ పెరుగుతాయి ఎలా చేస్తే మార్కెట్లో నేను ఇంకా ఈజీగా ప్రమోట్ చేసుకోగలను గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి ప్రైవేట్ బాడీస్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా కార్పొరేట్ కంపెనీస్ సపోర్ట్ చేస్తాయి బల్క్ సేల్స్ నేను ఎక్కడ చేసుకోగలను కార్పొరేట్ గిఫ్టింగ్ సొల్యూషన్ దగ్గర ఇవ్వగలను లేదా కస్టమర్స్ని త్రూ సోషల్ మీడియా ద్వారా ఎలా అట్రాక్ట్ చేయగలను డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్స్ ఏవేవి ఇవ్వగలను ఇవన్నీ మీరు ఎప్పుడైతే ప్రాపర్గా ఆలోచిస్తారో ఏ బిజినెస్ మోడల్ అయినా క్లిక్ అవుతుంది ఈ రకంగా మనం టెరాకోటాని ఉపయోగించి ఎందుకంటే టెరాకోటకి డిమాండ్ ఎక్కువ ఉంది మార్కెట్లో ఇవాళ కిచెన్ ఐటమ్స్ కొన్న వాళ్ళు ఎవరూ లేరు రెగ్యులర్గా ఏవో కిచెన్ ఐటమ్స్ కొంటూనే ఉంటారు అంటే చూడండి ఎంతమంది కస్టమర్ బేస్ మనకు ఉందో సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ పార్కింగ్ టైల్స్ కానీ సీలింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఉపయోగించే చోట కూడా ఇవాళ కన్స్ట్రక్షన్ బీభత్సంగా పెరుగుతుంది ఇండియాలో కన్స్ట్రక్షన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది రిసార్ట్స్ కట్టేటప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఖచ్చితంగా వీటిని ఉపయోగిస్తారు సో అటువంటి బిల్డర్స్ని లేదా హై అండ్ కాంట్రాక్టర్స్ దగ్గర మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోగలిగితే అక్కడ ప్రొడక్ట్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం ఈ రెస్టారెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోట వాల్ టైల్స్ కింద ఎయిర్ ఫ్లో కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు సో అటువంటి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న క్లయింట్స్ని మనం పట్టుకోగలిగితే అక్కడ కూడా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు మీ టార్గెట్ కస్టమర్ ఎవరో మీకు తెలిసినప్పుడు మీకు బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది టార్గెట్ కస్టమర్ తెలియకుండా నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది నేను తయారు చేసేస్తానంటే సరిపోదు దాన్ని అమ్ముకునే విధానం ఎవరికి అమ్మాలో కూడా తెలియాలి ఈ రెండు స్టెప్స్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఫాలో అవుతామో ఖచ్చితంగా విలేజెస్ నుంచి ఈ టెరాకోటా టెక్నాలజీ ఉపయోగించి మల్టిపుల్ బై ప్రోడక్ట్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో ఈజీగా అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ సేల్స్ పెరుగుతున్న కొద్దీ మీ ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఓకే సార్ ఈ బిజినెస్ ఇప్పుడు చాలా మంది చేస్తుంటారు ఈ బిజినెస్ బట్ ఈ బిజినెస్ చేయడానికి వాళ్ళకి మీరిచ్చే సపోర్ట్ ఏంటి ఎస్ అయితే కొత్త టెక్నాలజీ కొత్త బిజినెస్ మోడల్ ఎప్పుడు మార్కెట్లో మనం ఇంట్రడ్యూస్ చేసినా సరే సేల్స్ మెథడ్స్ని ఎంత ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు అన్నదే ఒక బిజినెస్కి ఒక సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్ ఆ సేల్స్ మెథడ్స్ ఇందాక నేను చెప్పినట్టు టార్గెట్ కస్టమర్స్ ఎవరు లేదా త్రూ నెట్వర్క్ ద్వారా మనం బిజినెస్ ఎలా చేసుకోవచ్చు లేదు పాన్ ఇండియాలో కానీ బయట కంట్రీస్ కానీ ప్రోడక్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చోట్ల ఇవాళ రిసార్ట్స్లోని పైన పెంకులు ఉపయోగిస్తారండి ఈ పెంకులు ఇంచుమించుగా చేసేవాళ్ళు చాలామంది తగ్గిపోతున్నారు అట్ ద సేమ్ టైం బయట స్టేట్స్ అయిన కేరళ నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అంటే చూడండి వీటికి డిమాండ్ పెరుగుతుంది సప్లై తగ్గిపోతుంది సో అటువంటిగా మనం అటువంటి పర్టికులర్ ప్రోడక్ట్ని ఏమైనా ఐడెంటిఫై చేసి మార్కెట్లో పుష్ చేయగలిగితే ఖచ్చితంగా ఇటువంటి సేల్స్ని మనం పెంచుకోవచ్చు సో వాళ్ళకి కావాల్సిన branding support marketing support advertisement support at the same time మార్కెట్లో ఉండే డిఫరెంట్ లోన్ ఆపర్చునిటీస్ వాటి మీద వచ్చే సబ్సిడీస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ ఎక్స్పాండ్ చేయొచ్చు ఖచ్చితంగా బిజినెస్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళచ్చు చూశారు కదా మీరు కూడా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ఈ నెల మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో విమెన్ స్టార్టప్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది మరిన్ని వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి